సో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫిలిమ్స్ అడ్డా channel so title and Tamil చూసినప్పుడు మీకు అర్థమేమిటి అసలు టాపిక్ దీని గురించి ఉంటుందని చెప్పేసి సో మనం అటు ఇటు తనలాడంగా మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామన్నమాట అది కేవలం నా ఒక్కని వల్ల మాత్రం అస్సలు కాలేదు కేవలం మీ ఒక్క సపోర్ట్తోటే నేను ఇంత దూరం రాగలిగాను నాకు సపోర్ట్ చేసిన మా family members and friends and colleagues వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరి పేరు చెప్పకుండా చాలా టైం పడుతుంది ఒకవేళ నీ అందరినీ పేర్లు చెప్పినా అనుకున్నా కానీ కొందరు మిస్ అయితే మాత్రం మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి వాళ్ళందరికీ ఎవరికి బాధపడదు కాబట్టి సో ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ సో అది మ్యాటర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే మీరు లాక్డౌన్ వచ్చిన తర్వాత కొత్తగా అలవాటు చేసుకున్న అలవాట్లు ఏంటి అదే అట్లాగే ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత మానేసిన అలవాట్లు ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను సో అందరికీ కూడా రిప్లై ఇస్తాను అనమాట సో ఈ వీడియోని వాళ్ళని కొత్త వారు చూస్తున్నట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం so our channel main theme ఏంటంటే అసలు ఈ ఛానల్లో ఫిలిమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ వీడియోస్ అన్నీ నచ్చుతుంటాయి ఇక మీద నుంచి ఎందుకంటే నేను స్టైల్ మారుస్తున్నాను ఇక మీద సో ఏంటంటే ఇప్పుడు డ్యూ టు లాక్డౌన్ కాబట్టి సినిమాలు ఏవి రిలీజ్ అవ్వట్లేదు అందుకే నాకు వర్క్ ఏమి ఉండట్లేదు కాబట్టి నేనేం వీడియోస్ పెడదాం అనుకున్నా కానీ ఏం టాపిక్ దొరకలేదు ఎందుకంటే సినిమా రిలీజ్ అయితేనే కానీ ఏమైనా వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆఫ్టర్ లాక్డౌన్ నేను వీడియోస్ కంటిన్యూగా వేస్తుంటాను మీరు చూడండి సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసింది ఒక ఎత్తు ఇప్పుడు సపోర్ట్ చేసేది ఇంకో ఎత్తు అనమాట సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా మీదట కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఇక మీదట కూడా మంచి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం until then bye take care